Música hum. Sıradığımızı sağda. Anlatsa da bir açalım. Ma'am Let's dance everyone. Thank you. Siraj ki kabari kuda. Randu. Randu. भैया बेटा नेक्स्ट तुम्हारा हाथ मत भैया ¡Gracias! అందరికీ నమస్కారం ఇవాళ one seventy eighth store of Malabar Gold and Diamonds for me ఒక్కొక్కసారి వాళ్ళ స్టోర్ ఓపెనింగ్కి వస్తే ఐ కెన్ సీ ప్రతి చోట వాళ్ళు వెళ్తే putting up really really beautiful store and definitely అనంతపూర్లో ఉన్న నేను ఎప్పుడు నేను చెప్తూనే ఉంటాను వాళ్ళకి నేను ఫస్ట్ కస్టమర్ని దాని తర్వాత ఒక బ్రాండ్ అంబాసిడర్ బికాజ్ వాళ్ళు వాళ్ళు చూపించిన చూడి నాకు పర్సనల్గా చాలా చాలా ఇష్టం అండ్ నేను ఎప్పుడు I have I have a jewellery store of my own but whenever I have to buy my gold or my own sets I come and buy it from here so uh, that's the kind of uh, you know appreciation I have for Malabar Gold and thank you నన్ను ఇక్కడ మళ్ళీ పిలిపించడానికి అండ్ ఫస్ట్ టైం అనంతపూర్ వచ్చాను అండ్ అందరూ నన్ను చాలా చాలా uh, యూనో ఆదరించారు చాలా ప్రేమ చూపించారు థ్యాంక్ యూ సో మచ్ నన్ను అనంతపూర్కి ఇంత ఇంత వామ్ వెల్కమ్ ఇవ్వడానికి ఇవాళ కూడా ఇక్కడ ఉన్నారు and she's the mayor of the municipal corporation and she's come to support us support Malabar golden diamonds and ma'am మీ సపోర్ట్ మాకు చాలా చాలా important Thank you for supporting our brand and making this this event possible. And uh, yeah, it's it's been great. I hope uh, Anandpurlo ఉన్న వాళ్ళందరూ వచ్చి షాప్ వచ్చి ఇక్కడ షాప్ చేస్తారు. Next movies, next movies I just shot for a, uh, ఒక ఫిల్మ్ సందీప్ కిషన్తో తెలుగులో that is Kunal Kohli direct చేస్తున్నారు ఐ థింక్ టైం చాలా మారిపోయింది like I done Hindi film which is directed by a South Indian director. Did a Telugu film which is directed by a Hindi film director. Uh, and uh, now I'm doing the remake of Pelli Chuplu in Tamil. Just shot a film with Vikram in Tamil. So it's very interesting. Tamil, Telugu, Hindi, మూడు భాషలు పనిచేస్తున్నాను అండ్ ఐమ్ వెరీ హ్యాపీ ఆ డైవర్సిటీ ఆ వెరైటీ కోసం నేను I always feel happy to do that kind of work Baahubali fifteen hundred crores reach కావడం ఎట్లా మీరు satisfy how do you a big thing అండి I mean it makes India very proud proud. Film like Baahubali the franchise itself is is way beyond just a movie I think అందరికీ ఈ సినిమా సినిమా కన్నా చాలా ఎక్కువ ఫీల్ అవుతుంది and I feel very very happy నేను దానికి ఒక పార్ట్ ఉండగా నాకు చాలా సంతోషంగా ఉంది and I'm so happy that is the first film in India that's made this kind of money definitely Baahubali was a big turning point like నా మీద నమ్మకం uh, చాలా చాలా పెరిగింది ఒక యాక్టర్గా బాహుబలి లాంటి సినిమా తర్వాత నా I get lot heroine oriented film offers because I think people think that can play different characters so ఆ నమ్మకం అంటే ఖచ్చితంగా బాహుబలి వల్ల వచ్చారు మేడం తెలుగు సిరీస్ మొత్తం డ్రగ్స్ మత్తులో ఎక్కువైంది దీన్ని డ్రగ్స్ మీద comedy I don't have any madam comment. Drugs లో Uh, no. Camera camera We're going to talk about Malabar Gold and Diamonds. Let's stick to that. Madam అంటే అప్పుడు అప్పుడు I'll give you my comment. Madam మీ కొలీగ్స్ చాలా మంది ఉన్నారు కదా మేడం మేడం మేడం మీ కొలీగ్స్ చాలా మంది ఉన్నారు కదా మీ- మీతో పాటు నటించిన వాళ్ళు దాంతో నాకు నాకు నా నా సంబంధం ఏంటి? Correct, correct. ఎట్లా ఎట్లా మీరు ఏమవుతారు how do you feel madam I feel you should go and shop at Malabar Gold and Diamonds. Feel అనేది మేడం మేడం Today in Anantapur, we have uh, opened 178 showroom of Malabar Gold and Diamonds. And uh, it was opened by Tamanna in the presence of a large crowd. We have uh, all the collections introduced in Anantapur and uh, special offer is given to the customer. For every 30,000 purchase, we give a gold coin free. And we have uh, also launched a new collection called uh, Gemstone Collection where Prishya and Ira is there. And uh, we have received a very warm welcome from the Anantapur people and the mayor also was present in the program. She has supported us in this uh, event and uh, future also we are expecting good support from the Anantapur uh, population. Benefit every 30,000 one gold coin free offer we are giving. अशर M D thank you thank you